లేనోడికి లోకం అంతా కూడా బుర్ర లేనట్టుగాను మూర్ఖులుగాను కనబడతారు అంతేకాదండు బుర్ర లేనోడు ఈ లోకం ముందు నేను చాలా గొప్పవాణ్ణి అనుకుంటాడు ఒక్కసారి చూడండి ఈ పెద్ద మనిషి ఎంత అలవోకగా అబద్ధాలు ఆడుతున్నాడో రావణుడు వచ్చి సీతను తీసుకెళ్ళినప్పుడు రావణుడికి వారికి అవసరం లేదు రాలేదు ఏ బ్రిడ్జ్ అవసరం రాలేదు వచ్చి డైరెక్ట్ సీతను తీసుకుని వెళ్ళాడు మరి సీతను తీసుకురావడానికి బ్రిడ్జ్ అవసరం ఎందుకు వచ్చింది నాసెస్ కాదు ఇది రావణాసురుడు వచ్చి సీతను తీసుకెళ్ళిపోయాడు అప్పుడేమి బిజ్జీ లేదు కానీ సీతను తీసుకురావడానికి రాముడికి బిజ్జీ కావాలా ఇది నాన్సెన్స్లా లేదు అని అంటున్నాడు బాబు దిగంబర కాంబ్లీ నువ్వు ఢిల్లీ వెళ్ళాలనుకున్నావు అనుకో హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కి గంటలో ఢిల్లీ వెళ్ళిపోతావు కానీ నీ అనుసర రాక్షస గుణం ఉంటుంది కదా అదంతా ఫ్లైట్లో రాగలదా ట్రైన్లలో వస్తారు ఎలాగా టిక్కెట్ లేకుండా ఎక్కేస్తారు ఎవడు అడిగేవాడు ఉండడు నువ్వు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి గంటలో వెళ్ళిపోయినప్పుడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ట్రైన్లో దొల్లి దొల్లి వెళ్ళడం అప్సెట్గా లేదు సీతను అపహరించడానికి రావణాసురుడు లంక నుంచి ఎట్లా వచ్చాడు సీతను లంకకు ఎట్లా తీసే తీసుకు వెళ్ళాడు అన్నది నీకు తెలియదా తెలుసు కదా రావణుడి దగ్గర ఉన్నట్టు శ్రీరాముడి దగ్గర ఏమన్నా పుష్పక విమానం ఉందా రావణాసురుడికి ఉన్నట్టు శ్రీరాముడికి దివ్య శక్తులు ఉన్నాయా ఆయన సాధారణ మానవుడు ఒక మానవుడు ఎట్లా బతుకుతాడో ఎట్లా ప్రవర్తిస్తాడో ఆయన కూడా అట్లాగే ప్రవర్తిస్తాడు ఆయన దగ్గర ఆకాశగమనం చేసిన ఆంజనేయుడు ఉన్నాడు ఆంజనేయుడి భుజాల మీద కూర్చొని శ్రీరాముడు లక్ష్మణుడు లంకకు వెళ్ళవచ్చు ఆకాశగమనం ద్వారా కానీ అశేష వానర సైన్యం ఆ వాహిని లంకకు ఎట్లా చేరుతుంది వాళ్ళందరినీ ఆంజనేయుడు అట్లా తీసుకువెళ్ళలేడు వాళ్లకు అట్లా ఆకాశగమనం చేసే కెపాసిటీ లేదు వాళ్ళందరూ సముద్రం దాటాలంటే ఖచ్చితంగా వారధి కావాలి ఈ విషయం నీకు తెలియదా తెలుసు కానీ అబద్ధం ఆడుతున్నావు పైగా ఆధారం లేకుండా ఏది మాట్లాడాను అని ఒక అబద్ధం కూడా ఆడుతున్నావు రామాయణ దానికి రామాయణంలో ఒక ఎవిడెన్స్ ఇవ్వండి చరిత్రపరంగా ఒక ఎవిడెన్స్ ఇవ్వండి శాస్త్ర ప్రకారం ఒక ఎవిడెన్స్ ఇవ్వండి ఆర్కియాలజీ ప్రకారం ఒక ఎవిడెన్స్ ఇవ్వండి లేదు ఏంటి నీకు రాముడికి ఎవిడెన్స్ కావాలా మరి అల్లాకి ఎవిడెన్స్ అడగవా యేసుకి ఎవిడెన్స్ అడగవా యహోవాకి ఎవిడెన్స్ అడగవా ఏ వాళ్ళ గురించి నీకు అనవసరమా ఎలా అడిగితే గనక వాళ్ళ గొడవ మాకెందుకు మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు హిందువులు కాబట్టి వీళ్ళను ప్రశ్నిస్తున్నాం వీళ్ళ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం అంటారు కానీ నీలాంటి నీ సామాజిక వర్గానికి చెందిన అమాయక ప్రజలను వాళ్ళు ఆకట్టుకుని వాళ్ళ సంపాదనలో పదో వంతు వాళ్ళ రక్తంలోంచి పదో వంతు పీల్చేస్తున్నారు హిందువులు నీ తాత ముత్తాతలను హింసించి ఉండొచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు నీ సాటి మిత్రులను సోదరులను దోచుకుంటున్నారు వాళ్ళ రక్తం తాగుతున్నారు ఎప్పుడో మీ తాత ముత్తాతలను బాధ పెట్టిన హిందువులను పక్కన పెట్టి ఇప్పుడు నీ సాటి కులస్తులను నీ సాటి వర్గస్తులను పీల్చి పిప్పి చేస్తూ వాళ్ళ రక్తం దేహంలో ఉన్న పదో వంతు రక్తాన్ని తాగేస్తున్నారు వాళ్ళను కదా నువ్వు నిలబెట్టాలి నువ్వు ఇప్పుడు మీ తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళను ఏమాత్రం రక్షించలేవు కానీ బతికున్న నీ మిత్రు మిత్రులను కాపాడాలి దాని విషయంలో నువ్వేం మాట్లాడుతున్నావు ఓహో వాళ్ళ గురించి మాట్లాడితే గనక ఎర్రగా కాల్చి గువ్వలో ఏదో గుచ్చుతారని భయమా సరే సరే బౌద్ధాన్ని అధిగమించడానికి బౌద్ధాన్ని వక్రీకరించడానికి బౌద్ధం ఎప్పుడు విస్తరించింది అశోకుడి కాలంలో అంటే అశోకుడి కాలంలో మాత్రమే ఈ రామాయణ భారతాలు రాయబడ్డాయి నువ్వు చెప్పేది అంతేనా బౌద్ధాన్ని అధిగమించడానికి దాన్ని వక్రీకరించడానికి ఈ రామాయణం రాయబడింది అని నువ్వు చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ఈ బో రామాయణాన్ని అశోకుడి కాలం తర్వాత రాసి ఉంటారు నీ లెక్క ప్రకారం మరి అశోకుడికి ముందు ఇక్కడ ఏ మతం ఫరిడ వెళ్ళింది అశోకుడు బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు దాన్ని విస్తరింపజేశాడు అంటే అశోకుడు పుట్టేటప్పటికీ అశోకుడు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించే టైంకి హిందూ ధర్మాన్నే ఆచరించాడు అంతకుముందు రామాయణం లేదా అశోకుడి దెబ్బకు హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయిన హిందువులను తిరిగి వెనకకు రప్పించడానికి ఈ రామాయణాన్ని కల్పించారు అంటే ఆ హిందువులకి తెలీదా ఎరా మేము బౌద్ధంలోకి వెళ్ళిన సమయంలో రాముడు అనేవాడు అక్కడ ఉన్నాడని కూడా మాకు తెలియదు ఈ రామాయణం అనే గ్రంథం కూడా అప్పుడు మేము వినలేదు ఆ పేరు కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చారు అని ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు నీ దగ్గర జవాబు ఉండదు ఈరోజు నువ్వు ఎన్ని అబద్ధాలు అయినా సరే ప్రశ్నించేవాడు లేడు అన్న ధైర్యం తప్ప నీ దగ్గర ఇంకేమీ లేదు బౌద్ధాన్ని వక్రీకరించవలసిన అవసరం ఏముంది నిజంగా బౌద్ధ మత విస్తరణ తరువాత ఈ రామాయణం రాయబడి ఉంటే గనక అనేక రిఫరెన్స్లు బౌద్ధు నుంచి ఉండాలి ఒక్కటి కూడా లేదు అసలు బౌద్ధ మతాన్ని వక్రీకరించినట్లుగా రామాయణం నుంచి నువ్వు ఒక్క సన్నివేశాన్ని చూపించు నువ్వు నోటికి వచ్చింది వాగితే అన్నా నువ్వు సూపరు అన్నా నువ్వు డోపరు అని అనడానికి మేమేమి నీ గొర్రెలం కాదు ఇక్కడనే ఒక పాయింట్ ఇక్కడ పాయింట్ రామాయణం సంబంధించి లేదంట లేదు ఉదాహరణకు మన తెలంగాణ తీసుకుంటే భద్రాచలంలో రాముడు నడయాడిండు తిరిగిండు అని పాదముద్రలు అవి ఇవి అని చెప్పేసి పెట్టి రెగ్యులర్గా జనం గిట్ల అక్కడ వెళ్తారు అది అబద్ధమా <laughs> భద్రాచలంలోనే కాదు ఈ దేశంలో ఏ గుళ్ళో కూడా మీ దేవుడు లేడని చెప్తున్నాను ఇది స్వతంత్ర భారతం బాబు ఇక్కడ నీ నోటుకొచ్చింది మాట్లాడుకోవచ్చు కానీ నువ్వేమి మాకు బైబిలువో వేదానివో కాదు కదా నీ మాటలు నిజమనడానికి వాటికి రుజువులు చూపించు బండి సంజయ్ గతంలో ఒక కామెంట్ చేసింది మనం మసీద్లను తవ్వుదాం శివుడు వెళ్తే మాది బొంద వెళ్తే మీది అవును ఉన్నదే కదా అదంతా నిజమే కదా అది మాది అని వాళ్ళు అంటున్నారు కాదు ఇది మా దేవాలయం మీ బల ప్రదర్శన చూపించి దాన్ని దోచుకుని దాని మీద మీరు ఇది కట్టుకున్నారు కావాలంటే చూసుకోండి అందులో శివలింగాలు దొరుకుతాయి అని అతను అంటున్నాడు తప్పే ఉంది అందులో చట్టం ప్రకారం కోర్టులో ఏం జరిగితే అదే జరుగుతుంది ఒకడు క్లెయిమ్ చేసుకున్నంత మాత్రాన ఏ ఆస్తి వాడిది కాదు అది వాడిది అని కోర్టులో రుజువు చేసుకోవాలి అదే జరుగుతుంది మిత్రులారా దిగంబర కాంబ్లీ గారి వీడియోల మీద ఇది టీసర్ మాత్రమే రేపు ఈ సమయానికి మీకు దిగంబర్ కాంబ్లీ గారితో పూర్తి ఇంటర్వ్యూ ఉంటుంది ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రాంబాణం